hello students welcome to achievers academy achievers అకాడమీలో తిరిగి మీ అందరికీ స్వాగతం ఈరోజు ఒక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే common areas in groups preparation Telangana రాష్ట్రంలో రాబోయేటటువంటి నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో టెట్ డిఎస్సి e కానివ్వండి ఎస్ఐపిసి కానివ్వండి ఇవన్నీ కూడా స్పెషలైజ్డ్ నోటిఫికేషన్స్ అంటే ఫిజికల్ స్టాండర్డ్స్ అన్నీ కూడా ఎలిజిబుల్ అయితేనే ఎస్ఐపిసి రాస్తారు టీచింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంటేనే టెట్ డిఎస్సి e లాంటి ఎగ్జామినేషన్స్కి ఎలిజిబుల్ అవుతారు కానీ తెలంగాణలో ఉన్న ప్రతి డిగ్రీ హోల్డర్ కూడా రాబోయే రాయబోయేటటువంటి పరీక్ష ఏంటంటే అది గ్రూప్స్ పరీక్ష ఈరోజు మనము ప్రత్యేకంగా గ్రూప్ వన్ మరియు గ్రూప్ టూ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ని సైమల్టేనియస్గా ఎలాగ మనం చేసుకోవచ్చో దాని మీద మనం మాట్లాడతాము అంతకంటే ముందు అచీవర్స్ అకాడమీ ఛానల్ ఎవరైనా కూడా ఈరోజే మొట్టమొదటిసారి చూస్తున్నారంటే తప్పకుండా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అచీవర్స్ అకాడమీ ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ క్లాసెస్ అన్నవి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి అచీవర్స్ అకాడమీ ఆన్లైన్ కోచింగ్ లేదా ఆఫ్లైన్ కోచింగ్ కావాలనంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఓకే సో ఒక ప్రిపరేషన్ మనం చేసుకుంటున్నప్పుడు ఆ ప్రిపరేషన్కి మనకు కావాల్సినటువంటి ఒకే ఒక మెయిన్ పాయింట్ ఏంటనంటే కన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీ ఎందుకు నేను కన్సిస్టెన్సీ అన్న పదాన్ని వాడుతున్నానంటే every day it should be a routine మా ప్రతిరోజు కూడా ఒక రొటీన్గా మీది మారిపోవాలి మీరు ఒకవేళ వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే కొద్ది సమయాన్ని every day you should allot some time for the preparation ఎందుకనంటే రెగ్యులారిటీ మిస్ అయితే నోటిఫికేషన్ సీజన్లో ఎగ్జామినేషన్ సీజన్లో చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది రెగ్యులారిటీ ఎప్పుడు కూడా ఎవరిది కూడా మిస్ కావద్దు సపోజ్ ఒక పర్సన్ యొక్క డైలీ డైట్ ఒక ఫైవ్ చపాతీ తిన్నాడు అనుకోండి ఐదు చపాతీలు తినేటటువంటి ఒక డైట్ ప్లాన్లో ఏడు రోజులు తినడం మానేసినాడు సెవెన్ డేస్ ఈ skipped his meal five chapati per day ఎనిమిదవ రోజు ఈ సెవెన్ డేస్ స్కిప్ చేసినటువంటి ఫైవ్ చపాతీస్ అంటే thirty five plus eighth day forty chapatis ఒకరోజు తినగలుగుతాడా ఈజ్ ఇట్ పాసిబుల్ కారణం ఏంటంటే మీ రొటీన్లో ఎలాగైతే మీల్స్ కానీ లేదంటే ఇంకొక యాక్టివిటీ కానీ ఏదైతే రొటీన్గా ఉంటుందో అలాగనే ప్రిపరేషన్ అనేది కూడా ఎవ్రీడే రొటీన్లో ఒక పార్ట్ అయిపోవాలి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్ తెలంగాణ రాష్ట్రంలో group one and group two group one examination అన్నది మనకు థౌజండ్ మార్క్స్కి ఇవ్వబోతా ఉన్నారు గ్రూప్ టూ అయితే మనకు six hundred and seventy five మార్క్స్కి ఈ గ్రూప్ టూ పేపర్ అన్నది ఉండబోతుంది సో కామన్ ఏరియాస్ ఏంది అవన్నీ కూడా మనం మాట్లాడే కంటే ముందు గ్రూప్ వన్ థౌజండ్ మార్క్స్లో మనకు గ్రూప్ వన్ అనేది సాధారణంగా త్రీ స్టేజ్ ఎగ్జామ్ అండి that is the preliminary examination mains examination and interview ఇంటర్వ్యూని అప్పుడప్పుడు మనం పర్సనాలిటీ టెస్ట్ అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది ఓకే సో ప్రిలిమ్స్ అనేది వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఇది క్వాలిఫైయింగ్ నేచర్ స్క్రీనింగ్ జల్లడబట్టడం అంటే ఈ గ్రూప్ వన్కి కొన్ని లక్షల మంది అభ్యర్థులు అప్లై చేయబోతున్నారు కాబట్టి అందరితో కూడా మనము మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ చేపించలేము గ్రూప్ వన్ అన్నది సాధారణంగా ఏమంటాం గ్రూప్ వన్ అనేది డిస్క్రిప్టివ్ పేపర్ గ్రూప్ టూ అన్నది ఆబ్జెక్టివ్ పేపర్ గ్రూప్ టూ అనేది ఆబ్జెక్టివ్ గ్రూప్ వన్ అనేది డిస్క్రిప్టివ్ ఇప్పుడు ఒక పది లక్షల మంది అభ్యర్థులు అప్లై చేస్తున్నానంటే పది లక్షల మంది ఆన్సర్ రైటింగ్ చేసినారనంటే జనరల్ ఎస్ఏ కానీ పేపర్ వన్ పేపర్ టూ ఇటువంటివన్నీ కూడా రాస్తున్నానంటే పది లక్షల పేపర్లు దిద్దడం సాధ్యమా is it possible to evaluate all the papers అందుకోసమే మనం ఏం చేస్తాం స్క్రీన్ అవుట్ చేస్తాం అంటే ప్రిలిమినరీ కండక్ట్ టెస్ట్ అన్నది ఒకటి కండక్ట్ చేసి ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి కొంతమందిని మనము ఎలిజిబుల్ చేస్తాం అది వన్ ఇస్ టు ఫైవ్ ఆ వన్ ఇస్ టు సిక్సా అదే ద టైమ్ డిసైడ్స్ ఇప్పుడు preliminary examination one fifty marks అంటే దాన్ని మనం జనరల్ స్టడీస్ అంటామా జనరల్ స్టడీస్ అనేది వన్ ఫిఫ్టీ మార్క్స్ ఇది ప్రిలిమినరీ ఇది కేవలం క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ ఇక్కడ మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్లో మీకు ఎలా ఉంటుందంటే సిక్స్ పేపర్స్ ఉంటాయండి six papers six papers one fifty మార్క్స్కి ఒక్క వన్ మినిట్లో ఈ ఈ అనాలిసిస్ అన్నది మనకు అర్థమైతే definitely we can proceed further in common areas అంటే రెండిట్లో కామన్ ఏరియాస్ ఏంది ఏ దేనికి మనం ఎక్క ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి దేన్ని మనం రెడ్యూస్ చేసుకోవచ్చు అవన్నీ కూడా మనం మాట్లాడతాం ఓకే చూడాలి ఫస్ట్ మా జనరల్ ఎస్సే జనరల్ ఎస్సే ఇదొక వన్ ఫిఫ్టీ మార్క్స్కి జనరల్ ఎస్ఏ వన్ ఫిఫ్టీ మార్క్స్కి history and geography history and geography ఇదొక నూట యాభై మార్కులకు history and geography one fifty marks polity and society polity and society ఇది కూడా వన్ ఫిఫ్టీ మార్క్స్కి polity and society one hundred and fifty marks మా economy and development economy and development in depth analysis మనము రాబోయే వీడియోస్లో చేస్తాం ఇప్పుడు కంపారిజన్ మాత్రం మనం చేద్దాం ఎకనామీ అండ్ డెవలప్మెంట్ ఇదొక నూట యాభై మార్కులు వన్ ఫిఫ్టీ మార్క్స్ మా మళ్ళా సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు data interpretation science and technology మరియు డేటా ఇంటర్ప్రిటేషన్ ఇదొక వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఇదొక వన్ ఫిఫ్టీ మార్క్స్ తర్వాత Telangana movement and state formation Telangana movement and state formation ఇది ఒక one fifty marks mark so టోటల్గా one fifty into one two three four five six into six అండి ఇంటూ సిక్స్ చేస్తే ఏమవుతుంది మనకు నైన్ హండ్రెడ్ మార్క్స్ వస్తాయి nine hundred marks plus interview వచ్చేసి ఒక హండ్రెడ్ మార్క్స్ సో టోటల్గా థౌజండ్ మార్క్స్ టోటల్గా థౌజండ్ మార్క్స్ ఓకే సిమిలర్గా గ్రూప్ టూలో చూద్దాం ఒకసారి గ్రూప్ టూలో గ్రూప్ టూలో మనకు జనరల్ ప్రీలిమ్స్ మెయిన్స్ కాదండి గ్రూప్ టూలో సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ ఉంటుంది పర్సనాలిటీ టెస్ట్ కూడా దాని తర్వాత ఉంటుంది అంటే టూ స్టేజ్ అనుకోండి జనరల్ స్టడీస్ మనకు వన్ ఫిఫ్టీ మార్క్స్ మా జనరల్ స్టడీస్ అన్నది నూట యాభై మార్కులు తర్వాత జనరల్ స్టడీస్ అయిన తర్వాత we will be having something call will be having something call history history మరియు పాలిటీ ఇది కలిపి ఒక నూట యాభై మార్కులకు హిస్టరీ మరియు పాలిటీ నూట యాభై మార్కులకు economy and development economy and development ఇదొక నూట యాభై మార్కులకు ఎకనామీ అండ్ డెవలప్మెంట్ నూట యాభై మార్కులకు Telangana movement and state formation ఇదొక నూట యాభై మార్కులకు టోటల్గా one fifty into one two three four into four అండి టోటల్గా మనం చూసుకుంటే six hundred marks plus interview ఒక డెబ్బై ఐదు మార్కులు మొత్తం మీదుగా ఆరు వందల ఐదు మార్కులు totally six hundred and seventy five marks okay so group one pattern ఇది గ్రూప్ టూ ప్యాటర్న్ ఇది ఓకే ఈ బేసిక్స్ అయితే మీ అందరికీ కూడా తెలుసని అనుకుంటున్నా ఓకే ఇప్పుడు మేజర్లీ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే గ్రూప్ వన్ అనేది ఏం చెప్పిన నేను గ్రూప్ వన్ అనేది డిస్క్రిప్టివ్ ఏరియా అని చెప్పిన డిస్క్రిప్టివ్ ఏరియా కానీ ఇదే గ్రూప్ వన్లో ప్రిలిమినరీ మరియు మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుందని చెప్పుకున్నాం preliminary and mains examination group one ప్రిలిమ్స్లో మీరు చూసుకుంటున్నట్లయితే మిత్రులారా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అంటే ఏంది ప్రిలిమ్స్ అంటే మళ్ళీ జనరల్ స్టడీస్ ఈ జనరల్ స్టడీస్కి సంబంధించి మళ్ళీ బయట నుండి ఏమైనా ఏరియాస్ ఉన్నాయా అలా కాదు it is not something different బయట నుండి ఉండేటటువంటి ఏరియాస్ కాదు జనరల్ స్టడీస్ని ఒక్కసారి మనం స్కిమ్ చేసినట్లయితే అండర్స్టాండ్ చేసుకున్నట్లయితే చూడాలి current affairs international relations history India plus Telangana geography world plus India plus Telangana చూడాలి తర్వాత we have an area like polity and constitution polity and constitution governance అమ్మ governance governance తర్వాత environment and disaster management environment and disaster management తర్వాత ఎకనామీ of India economy of India तरह policies of Telangana policies of Telangana कोई मैं चूस arithmetic and reasoning mainly reasoning पैन एक्व focus arithmetic and reasoning okay सारी इक चूँ జనరల్ స్టడీస్ ఏదైతే నూట యాభై మార్కుల పేపర్ ఉంటుందో this is something given for one fifty marks ఇవన్నీ కూడా బ్రాడ్ ఏరియాస్ బ్రాడ్గా మనం చూసుకున్నట్లయితే they are the areas in డెప్త్గా మనం చూసుకుంటే కొంచెం లైనింగ్ అనేది కొద్దిగా చేంజ్ ఉంటే ఉండొచ్చు కాకపోతే బ్రాడ్లీ సిలబస్ టీఎస్పిఎస్సి చెప్పదలుచుకుంది ఏంటంటే ఇదే చెప్పదలుచుకున్నాను ఓకే ఇప్పుడు ఇదే general studies will be common for both group two and group one మీరు గ్రూప్ వన్ చూసుకున్నా లేదంటే గ్రూప్ టూ చూసుకున్నా ఈ జనరల్ స్టడీస్ అనేది కామన్ ఏరియాగా మనం చెప్పుకోవాలి ఎందుకు కామన్ ఏరియా అని చెప్తున్నా కరెంట్ అఫైర్స్ గ్రూప్ వన్కి గ్రూప్ టూకి same yes or no group వన్కైనా ప్రధానమంత్రి మోదీయే గ్రూప్ టూకైనా ప్రధానమంత్రి మోదీయే గ్రూప్ వన్కైనా రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతుంది గ్రూప్ టూకైనా రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతుంది ఎసానో గ్రూప్ వన్కైనా కూడా మహిళల కనీస వయస్సు ఏదైతే మీ వివాహ వయస్సు ఉన్నదో అది ఇరవై ఒక్క సంవత్సరాలకు పెంచడం జరిగింది అది గ్రూప్ టూలో కూడా సేమ్ బిట్ అవుతుంది సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్ వన్కైనా సేమ్ గ్రూప్ టూకైనా సేమ్ ఇక్కడ జనరల్ సైన్స్ మరియు science and technology general science మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ పిఎస్ఎల్వి అన్నది గ్రూప్ వన్కైనా గ్రూప్ టూకైనా సేమ్ టు సేమ్ సో ఇక్కడ మనము ఈ కామన్ ఏరియాస్ని ఇంటిగ్రేట్ చేసుకుంటూ జనరల్ స్టడీస్ని కంప్లీట్ చేసుకుంటూ మనం పక్కన పెట్టేశాం ఎందుకు పక్కన పెట్టేశాలంటున్నా అంటే ఇదే జనరల్ స్టడీస్ స్కీమ్ ఏదైతే నేను చెప్పినానో ఇదే స్కీమ్ ఇదే స్కీమ్ మీ గ్రూప్ వన్కి గ్రూప్ టూకి పనిచేస్తుందని చెప్పుకున్నాము గ్రూప్ వన్ గ్రూప్ టూ మాత్రమే కాకుండా గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్కి కూడా ఇదే జనరల్ స్టడీస్ కొద్దిగా అర్థమెటిక్ రీజనింగ్ లెవెల్ని పెంచుకోవాలి అంతే ఎస్ఐ కానిస్టేబుల్ చూసుకున్నట్లయితే మళ్ళీ సేమ్ జనరల్ స్టడీస్ అండి general studies will be remain the same SI కానిస్టేబుల్లో అర్థమెటిక్ మ్యా ప్యూర్ మ్యాథ్స్ లాంటి పేపర్లు ఉంటాయి కాబట్టి అవి డామినేట్ అవుతాయి కాబట్టి ఎస్ఐకి ఇన్ఫ్యాక్ట్ జనరల్ స్టడీస్ చూడాలంటే అది గ్రూప్ టూ లెవెల్లోనే చూడాలా ఓకేమా సో ఇది ఒక్కటి మీకు ఇక్కడ అర్థమైపోయింది general studies is common between group one and group two okay group వన్కి ఇంకా ఎక్స్ట్రా ఎఫర్ట్ ఏం చేయాలి మనము చూడాలి ఇక్కడ హిస్టరీ అండ్ జాగ్రఫీ ఉన్నది సపరేట్ పేపర్ సపరేట్ పేపర్ అంటే సపరేట్ ఇప్పుడు జనరల్ స్టడీస్లో భాగంగా ఉంటే కొద్దిగా తక్కువ ఎఫర్ట్ చేయాలా దానికి సపరేట్ పేపర్ ఉన్నదని అంటే కొంచెం ఎక్కువ ఎఫర్ట్ చేయాలి అంటే మనం ఇలా చేసేదేంది మనం ఎప్పుడు కూడా మ్యాక్సిమం ఎఫర్ట్ పెడితే జనరల్ స్టడీస్లో ఈజీగా అయిపోతాయి aim for stars and land on moon అన్ను అంటే ఏంటంటే మనము మ్యాక్సిమం హిస్టరీని ఇండెప్త్ కవరేజ్ చేసుకున్నాం అనుకోండి ఇక్కడ హిస్టరీ పేపర్ అయిపోతుంది ఈడ గ్రూప్ టూలో హిస్టరీ పేపర్ అయిపోతుంది జనరల్ స్టడీస్లో హిస్టరీ ఉంటే అది కూడా కవర్ అయిపోతుంది ఓకేమా జాగ్రఫీ ఇండెప్త్ చూసుకుంటే ఈడ జాగ్రఫీ అవుతుంది గ్రూప్ టూలో కూడా జాగ్రఫీ అయిపోతుంది పాలిటీ సొసైటీని ఇన్డెప్త్గా చూసుకున్నామనంటే ఇన్డెప్త్ చూసుకున్నామంటే గ్రూప్ వన్ మెయిన్ పేపర్లో అయిపోతుంది గ్రూప్ టూ ఇంకొక పేపర్లో అయిపోతుంది జనరల్ స్టడీస్లో కూడా అయిపోతుంది సో ఒకే ఒక ప్రిపరేషన్ మనం ఎప్పుడైనా కూడా ఇన్ డెప్త్ సబ్జెక్ట్ క్లారిటీతో ఏదైతే మనం ప్రిపరేషన్ చేసుకుంటామో చేసుకున్న తర్వాత ఇప్పుడు హిస్టరీ నేను చెప్పినాను సపోజ్ హిస్టరీ అన్నది సింధు నాగరికతను మనం ఇన్ డెప్త్గా చదువుకుంటే ఆబ్జెక్టివ్ పెట్టి జనరల్ స్టడీస్లో అయితే ఈజీగా అయిపోతుంది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఆడైపోయినాక ఇక్కడికి వచ్చినాక మళ్ళా ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ we will have a sense of descriptive writing also అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీద ఒక ఆన్సర్ రాయమన్నారు అది రాసేదానికి నాకు ఒక సామర్థ్యత ఉంటుంది I have certain effort certain inbuilt inbuilt content అనేది నాకు రెడీగా ఉంటుంది సో డిస్క్రిప్టివ్ సెన్స్ అనేది కూడా మనం పెంచుకోవచ్చు ఇక్కడ కూడా హిస్టరీ పాలిటీ ఉన్నది ఇక్కడ కూడా హిస్టరీ అండ్ పాలిటీ ఉంది ఇక్కడ ఎకనామీ అండ్ డెవలప్మెంట్ ఉంది ఇక్కడ కూడా ఎకనామీ అండ్ డెవలప్మెంట్ ఉంది ఇక్కడ Telangana movement and state formation ఉంది ఇక్కడ కూడా Telangana movement and state formation ఉంది అడిషనల్గా ఏముంటాయండి ఇక్కడ అడిషనల్గా ఏముంటాయనంటే మీరు చూసుకోవాల్సింది ఎస్ఏ పేపర్ అనేది గ్రూప్ వన్కి అడిషనల్గా ఉంటుంది ఇంకోటి ఏంటంటే science and technology and data interpretation అనేది అడిషనల్గా ఉంటుంది అంటే డిస్క్రిప్టివ్ సెన్స్లో ఎక్స్ట్రాగా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు science and technology broader perspective అంటే ఓవర్ వ్యూ చదువుకుంటే మనకు జనరల్ స్టడీస్ సరిపోతుంది ఏడుంది ఇక్కడ ఉంది జనరల్ స్టడీస్కి ఇక్కడ సరిపోతుంది ఇక్కడ కూడా సరిపోతుంది అంటే మనం ఒక గ్రూప్ టూ ప్రిపరేషన్ సింపుల్గా ఒక లైన్లో చెప్పాలంటే ఒక్క గ్రూప్ టూ ప్రిపరేషన్ మనం చేసుకున్నట్లయితే ఒక్క గ్రూప్ టూ ప్రిపరేషన్ మనం చేసుకున్నట్లయితే అది ఆ ప్రిపరేషన్ ఏమో మనకు గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి ఉపయోగపడుతుంది ఫస్ట్ థింగ్ గ్రూప్ వన్ మెయిన్స్లో కూడా మనకు సిక్స్టీ పర్సెంటేజ్ ఆఫ్ నాలెడ్జ్ మనకి ఇస్తుంది అర్థమవుతుందమ్మా అంటే గ్రూప్ టూ ప్రిపరేషన్ అనేది మనం చేసుకుంటే ఏం చెప్తున్నా నేను గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అయితే న్యాచురలీ అయిపోతుంది టెక్నికలీ అయిపోతుంది ప్లస్ గ్రూప్ వన్ మెయిన్స్లో కూడా అదే ప్రిపరేషన్ అన్నది మనకు కొద్దో గొప్ప ఉపయోగపడబోతుంది ఓకే కానీ గ్రూప్ వన్ మనం చేయాల్సింది ఏంది ఆన్సర్ రైటింగ్ చేయాలి ఆన్సర్ రైటింగ్ అనేది ఒక స్కిల్ అండి ఆన్సర్ రైటింగ్ అనేది ఒక స్కిల్ ఆన్సర్ రైటింగ్కి మనము ప్రతిరోజు పేపర్పై పెన్ను పెడితేనే పర్ఫెక్షన్ వస్తుంది లేదంటే రాదు ఆన్సర్ రైటింగ్ ఎట్లాంటిదంటే మ్యాథ్స్ అండి మ్యాథ్స్ చూస్తే వస్తుందా మ్యాథ్స్ చదివితే వస్తుందా మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది అట్లనే గ్రూప్ వన్ మెయిన్స్ కూడా ప్రిలిమ అండ్ ప్రాక్టీస్ చేస్తేనే ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తేనే దాంట్లో మీకు పర్ఫెక్షన్ అన్నది రాబోతుంది అండ్ సైమల్టేనియస్గా అభ్యర్థులకు నేను ఇచ్చేటటువంటి ఒక మెసేజ్ ఏంటంటే ఇప్పుడు గ్రూప్ వన్ ప్రిలిమ్ స్థాయిలో మీరు గ్రూప్ టూ ప్రిపేర్ అయిపోతూ ఉన్నారు ఆన్సర్ రైటింగ్ ప్రతిరోజు ఒక ఆన్సర్ రైటింగ్ అనేది ఒక ప్రాక్టీస్గా పెట్టుకుంటే గ్రూప్ వన్కి కూడా మీరు సైమల్టేనియస్గా ప్రిపరేషన్ చేస్తున్నట్లే కారణం ఏంటంటే ఒక అభ్యర్థి ఏం చేస్తుంటారు సాధారణంగా అంటే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రాస్తాను సార్ ప్రిలిమ్స్ అయిపోయాక మెయిన్స్కి టైం ఉంటుంది కదా ఆ టైంలో నేను మెయిన్స్కి ప్రిపేర్ అవుతా అంటే అది కరెక్ట్ అప్రోచ్ కాదండి ఎందుకు కాదంటే ఎస్ఏ అనేది రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండాలా ఆన్సర్ రైటింగ్ అనేది రెగ్యులర్గా ప్రాక్టీస్ ఉండాలా రెగ్యులర్గా మీ చేయి తిరగకపోతే ఒక నెల రెండు నెలల టైంలో మీ చేయి అసలు తిరగదు ఇట్లాంటి పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి దీంతోపాటు group two preparation is king of every other preparation అని చెప్పి మనం నమ్ముతున్నాం కాబట్టి అది గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి ఉపయోగపడుతుంది అండ్ గ్రూప్ టూ క్రింద ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉంటాయో అది ఎస్ఐపిసి కానివ్వండి లేదంటే గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కానివ్వండి వీటన్నిటికీ కూడా this will be very very useful అంత మాత్రమే కా అదే మాత్రమే కాకుండా గురుకులాలలో కూడా జనరల్ స్టడీస్ అన్న కాన్సెప్ట్ని పెడతా ఉన్నారు కాబట్టి గురుకులాల్లో ఉన్నటువంటి జనరల్ స్టడీస్ డిఎల్ అంటే ఎగ్జామినేషన్లు ఏదైతే జనరల్ స్టడీస్ ఉంటుందో వాటన్నిటికీ కూడా ఈ ప్రిపరేషన్ అనేది కింగ్ ఆఫ్ ఆల్ ప్రిపరేషన్స్గా మనం భావిస్తున్నాం కాబట్టి that will be very very useful అండి So uh, ఈరోజు మనం ఏం అర్థం చేసుకున్నామంటే గ్రూప్ వన్ ఏంది గ్రూప్ టూ అంటే ఏంది గ్రూప్ వన్ గ్రూప్ టూలో కామన్ ఏరియాస్ ఏంటి గ్రూప్ వన్కి ఎక్స్ట్రా ఎఫర్ట్స్ ఏం పెట్టాలో ఇవాళ మనం ఈ క్లాస్లో చూడడం జరిగింది ఇన్డెప్త్గా గ్రూప్ వన్ మీద మరొక వీడియో మీ ముందుకు నెక్స్ట్ క్లాసెస్లో నేను తీసుకొని రాబోతున్నాను గ్రూప్ వన్కి స్పెషలైజ్డ్గా వీడియో అది నేను చేయబోతున్నాను కాబట్టి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం దయచేసి చూస్తూనే ఉండండి అచీవర్స్ అకాడమీ ఛానల్ని ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇవాళే తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కోచింగ్ కొరకు ఈ నెంబర్స్ని అందరూ కాంటాక్ట్ చేయవచ్చు థ్యాంక్ సో మచ్